hi friends welcome to my channel ఈ వీడియోలో తోటకూర మజ్జిగ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీని తయారీకి ముందుగా ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకుని తరిగి శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అర లీటర్ పెరుగుని మజ్జిగలా చేసుకుని తీసుకోవాలి దీనిలో మూడు స్పూన్ల శనగపిండి వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉడికించుకున్న తోటకూరలో నీరన్ని తీసేసి ఇదిగో ఈ విధంగా పెట్టుకుని దీనిలో మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండు మజ్జిగ మిశ్రమం పోసుకోవాలి అలాగే ఒక లీటర్ నీరు కూడా పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పులుసుకు సరిపడా ఉప్పు పసుపు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుని అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకోవడం వలన పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఈ మజ్జిగ పులుసు తయారీకి ఎక్కువ సమయం ఏం పట్టదు చూశారు కదా అప్పుడే పులుసు మరగడానికి వచ్చేసింది ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఒకవేళ పులుసు పలచగా అనిపిస్తే కనుక కొద్దిగా శనగపిండిని ఈ సమయంలోనే కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కూరపొడి తీసుకుని కొద్దిగా నీరు కలుపుకుని ఈ విధంగా పులుసులో పోసుకోవాలి ఇలా మరొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఈలోగా పోపు కోసం ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు ఒక కరివేపాకు రెమ్మ కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించుకున్న తర్వాత ఈ పోపుని పులుసు మీద వేసేసుకుందాం అంతే ఎంతో కమనైన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారుగా ఎంతో కమ్మగా ఉండే తోటకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో అయినా మామూలు అన్నంలో అయినా కూడా నెయ్యి వేసుకుని తింటే దాని టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ